కేవలం మనకు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే మనకు ఈ విధమైనటువంటి మాండువా హౌసెస్ కానీ దాని తర్వాత ఈ సెంటర్ ద్వారాలకు సంబంధించిన ఇండ్లు కానీ సెంటర్ వాకిండ్లు ఉండే హౌసెస్ ఓల్డెన్ మోడల్లో అంటే ఓల్డ్ ఏన్షియంట్ సిస్టంలో పురాతన కాలంలో కట్టబడినవన్నీ కూడా మనకి ఇక్కడనే కనబడతాయి సో ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఏంటి టోటల్ డీటెయిల్స్ ప్లస్ ఆ ఇంటి ఓనర్తో మనం మాట్లాడదాం సో పూర్తి వివరాలు చూడడం కోసం మీరు స్టేట్ యూన్ టు హరివాస్తు సో చూడండి సో ఇది గొల్లవిల్ గొల్లవిల్ వస్తారా మీరు కూడా రండి నాతో సో మనం ప్రజెంట్ గొల్లవెల్లిలో ఉన్నామండి సో ఇది ఒక పురాతన కన్స్ట్రక్షన్ సేమ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేయబడింది అనమాట వీళ్ళ తండ్రి గారు దీన్ని నిర్మించడం జరిగింది సలాది బులిసచ్చింగ్ సలాది బులి సత్యం సో వాళ్ళు ఈ ఇంటిని నిర్మించారు సో ఇట్లాంటి ఇండ్లు చూడాలి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏరియాస్లోనే మనకు ఎక్కువగా ఇవి కనబడుతూ ఉంటాయి సో ఇట్లాంటి ఇండ్లల్లోనే hundred percent number one health పరంగా కానీ దాని తర్వాత ఇన్కమ్ పరంగా కానీ పేరు ప్రతిష్టల పరంగా కానీ ఊరిని శాసించే స్థాయి కానీ ఇట్లాంటి ఇండ్లలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇట్లాంటి డోర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మహాద్వారం అంటాం మనం ఇక్కడ చూడండి సింహద్వారం మహాద్వారం అంటాం మేము ఇక్కడ స్టెప్స్ చూడండి one two three steps fourth steps ఇంట్లోకి వెళ్తున్నాం సో ఇక్కడ చూడండి ఒకసారి ద్వారం అంటే ఇట్లుండాలి ఇది మహాద్వారం సింహద్వారం మనం రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాము సో ఇక్కడ చూడండి మూడవ కన్ను కూడా ఇక్కడ వచ్చేసింది మనం సో ఇది మూడవ కన్ను సో ఇక్కడ మనము డోర్ లెవెలింగ్స్ చూస్తే ఇదిగోండి దీనికంటే ఇది కిందికి ఉంది సో ఇట్లా ఉండాలి మనం డోర్స్ విండోస్ పెట్టే రూల్స్ అనేవి ఇట్లా ఉంటాయి సో ప్రధాన ద్వారం లోపల చూస్తే గనక మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ సో ద్వారానికి సంబంధించిన నియమం నేను ఆల్రెడీ చెప్పాను సో ద్వారానికి సంబంధించిన నియమం డోర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక వరండా అనేది మ్యాండేటరీ రూల్ ఇది చూడండి ఇది మొత్తం ఓపెన్ ఉంది అంటేనండి ఇది ఓపెన్ అంతే సో నాలుగు మూలలు క్లియర్గా పెట్టేశారు ఇది ఇక్కడికి బార్డరా ఓకే ఈ కాలంలో ఇట్లా కట్టేటోళ్ళు కావాలండి చాలా ఇంపార్టెంట్ ఏమైనా బ్రష్ ఇప్పుడు చేసుకుంటున్నావా రాత్రి సెకండ్ షిఫ్ట్ పోయి వచ్చినావా ఇక్కడ వచ్చేసరికి సార్ ఇట్లాంటి సేమ్ పంచ్ అక్కడ ఉందా మరండా సేమ్ రాబో సో మనకు చతుర్ముఖ శాలకి సంబంధించి ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఖచ్చితమైన ఇంప్లిమెంటేషన్ రూల్ ఏముంటుంది ఇక్కడ చూపిస్తాను రండి ఒకసారి సో ఇక్కడ ఒకసారి చూస్తే నాలుగు ద్వారాలు ఒక్కటి పెట్టడం కాదు ఇట్లాంటి వరండా అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి ఫోర్ సైడ్స్ ఇట్లాంటిది సో ఇక్కడ మళ్ళీ తూర్పులో చూద్దాం పడమర కదా ఇది ఇది కాదు ఇది పడమర సో ఇది పడమర ఫేసింగ్ ఇల్లు సో ఈ పడమర ఫేసింగ్ ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు సెంటర్ డోర్ అనేది ఎట్లా తీసుకున్నారు చూడండి దాని తర్వాత మళ్ళీ మనం ఉత్తరంలో చూద్దాం సో చతుర్ముఖ శాల అనమాట ఇది సో చతుర్ముఖశాల కండిషన్లో ఖచ్చితంగా ఇట్లాంటి నాలుగు వరండాలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఒక్క నిమిషం సో ఇట్లా ఓపెనింగ్స్ అదే క్లియర్ ఓపెనింగ్ ఇట్లా ఓపెనింగ్ చూడండి ఇది నార్త్ నుంచి సౌత్ అనేది క్లియర్ ఓపెనింగ్ ఉంది ఇది వచ్చేసేసి మనకు ఏం సూత్రం అంటారు అందరికి గుర్తుంది కదా సోమ సూత్రం ఇక్కడ చూడండి ఇది బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రం యోని సూత్రం అని మనం దీన్ని అంటాం ఇక్కడ చూడండి బాబు ఇటు వచ్చేసి సో ఖచ్చితంగా ఇట్లాంటి వరండాస్ అనేవి మనకు శాలలో చాలా చాలా మ్యాండేటరీ అవి ఇన్నర్ అయినా తీసుకోవచ్చు అవుటర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఖచ్చితంగా ఉండాలి సో ఇట్లా ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ రూల్ ఓకేనండి థ్యాంక్ యూ